టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరన్ నరసింహారెడ్డి ఈ చిత్రాన్ని దాదాపు రెండు వందల డెబ్బై కోట్లతో భారీ ఎత్తున రిలీజ్ చేశారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి కానుకగా రిలీజ్ అయిన సైరా నరసింహారెడ్డి మొదటి ఆటకి హిస్టారికల్ బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకొని మన ఇండస్ట్రీ రికార్డుని తిరిగి రాసిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి four to four point five rating దక్కింది ఏరియాల వారీగా కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాంలో ముప్పై మూడు పాయింట్ ఐదు ఒకటి కోట్లు వైజాగ్లో పదహారు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు సీడెడ్లో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఈస్ట్లో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు వెస్ట్లో ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు గుంటూరులో తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్లు కృష్ణాలో ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల షేర్ని రాబట్టిందనే చెప్పుకోవచ్చు దీంతో ఒక్క మన రెండు తెలుగు రాష్ట్రాలనే ఫుల్ రన్లో నూట ఆరు పాయింట్ నాలుగు కోట్ల షేర్ని రాబట్టింది అండ్ అలాగే కర్ణాటకలో పదహారు పాయింట్ ఐదు కోట్లు తమిళనాడులో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు కేరళలో డెబ్బై మూడు లక్షల షేర్ని రాబట్టిందని చెప్పొచ్చు హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు అండ్ అలాగే అమెరికా అండ్ కెనడాలో తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్లో నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ని రాబట్టింది ఈ సినిమా దీంతో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ని దక్కించుకుంది సైర నరసింహారెడ్డి గ్రాస్ రూపేణా చూసుకుంటే రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు కోట్లను గ్రాస్ రూపేణా దక్కించుకుంది వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే నూట ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లను అధిగమించి మంచి లాభాలను తీసుకుంది రిలీజ్కి ముందే కాకపోతే ఫుల్ రన్లో కేవలం నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది కోట్లను రాబట్టి కేవలం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ని రికవర్ చేసింది అంటే దాదాపు నలభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు లాస్ అయినట్టే లెక్క కాకపోతే మొదటి పది రోజులు మాత్రం హిస్టారికల్ కలెక్షన్స్ అనే చెప్పాలి ఆ కలెక్షన్స్కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించిందనే చెప్పుకోవచ్చు ఈ సినిమా ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అయి ఉంటే ఈ లెక్క వేరేలా ఉండేది అటు నార్త్ సైడు వార్ అండ్ అలాగే తమిళనాడులో లోకల్ సినిమాల ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాకు చాలానే దెబ్బ పడిందనే చెప్పుకోవచ్చు సో దీంతో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవచ్చు ఈ సినిమాలో చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి అవేంటంటే ఈ సినిమాలో anti climax and patriotic episodes మన తెలుగులో వర్కౌట్ కావని ఈ సినిమాతో నిరూపించాడు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని official box office collections reports కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి